తపో దీక్ష మీద ఉన్నది అక్కడ ఉన్నదాన్ని సంపూర్ణంగా మార్చేస్తుంది సైదయ్యతే ఒక మంచి ఉదాహరణ నేను చెప్తాను నాకు సైదయ్య చాలా ఏళ్ళుగా తెలుసు నాకు సైదయ్య తెలియడానికి ముందు నుంచి సైదయ్యకి నేను తెలుసు కనుక ఒక భావ సమాధిలో నా దగ్గర అక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నప్పుడు నాకు ఈ సైదయ్యకు భావ సమాధిస్తున్నాను అనుకోలేదు దానికన్నా ఒక గొప్ప ఒక దీక్ష ఇవ్వాలనిపించింది అక్కడి నుంచి సైదయ్యతో ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పడింది ఆ పర్సనల్ కనెక్షన్ యొక్క ఉద్దేశం ఏమి అంటే ఇతని లోపల ఉన్నటువంటి ఒక తపన తపస్సుగా మారాలి అతనిలో ఉండే తపన కనిపిస్తోంది ఇవాళ అని దీనికి ఎన్నెన్నో అడ్డంకులు ఈ ఆర్థికంగా అడ్డంకులు ఇంట్లో అడ్డంకులు సామాజికమైన అడ్డంకులు ఎన్నో సంస్థాపరమైన అడ్డంకులు నువ్వెవడు నేర్పించడానికి అడిగేవాళ్ళు ఒకటి కాదు ఈ రకాలుగా అడ్డంకులు ఒక్కొక్క అడ్డంకి వచ్చినప్పుడు ఏమి నీళ్ళ సంస్కారం ఏమిటి ఏమైతుంది ఏ కానిలే ముందుకు పోదాం సుఖదుఖే సమయకృత్వ కృత్వ లాభాలాభో జయాజో ముందుకు పోదాం ఇది ఎప్పుడన్నా గురువుజీ ఇట్లుంది ఏం చేయను కదా నేను ఉన్నాను కదా పోదా ముందుకు పోదా చేద్దాం పద ఎందుకు చేయని అయ్యో నాకు ఇదేం తెలియదే ఇప్పుడు ఏదో కరోనా ఎట్లా చేయాలి గురువుజీ ఏం చేయాలా నేర్చుకో దానిలో ఏమిటి బ్రహ్మ విద్యను బ్రహ్మ విద్య నేర్చుకున్నాడికి కష్టం అని చెప్పు నేర్చుకో అయ్యో అదేదో ఇది ఎట్లా చేయాలి జూమ్ అంట దానికి డబ్బులు వస్తుంది అది వస్తుంది ఎందుకు రాదు అది వస్తుంది అది కాదు ల్యాప్టాప్ ల్యాప్టాప్ వస్తుంది ఇంటర్నెట్ కనెక్ట్ ఎందుకు ఎందుకు ఇదేమంటే ఉదాహరణ కాదు మీరు అందరికి కూడా అవుతుంది మీరు గమనించండి ఓకే మీరే గమనించండి గమనిస్తూ వస్తే మీకు తెలిసి వస్తుంది ఏమని తపశ్చర్య అనే ఇప్పుడు మీకు మొన్న మొదలుపెట్టి మీకు చూపించింది అదే ఇదే దారి మీరు రావడానికి కారణం కూడా తపశ్చర్యకి రావడానికి కారణం కూడా మీరు ఆల్రెడీ ఆ దారిలో ఉన్నారు కాబట్టి వచ్చారు ఇప్పుడు నాకు జోగారావు పెద్ద పెద్ద సమస్య పెట్టి ఏం చేయండి తపశ్చర్యకి రావాలంటే ఇట్లుంది ఇబ్బంది ఉంది ఉండాలి మంచిది సో దట్స్ గుడ్ ఈ don't have to worry about it ఉంటుంది సో ఆల్ రైట్ తపశ్చర్యను కొన్ని ఒక్కసారి దాన్ని పూనుకుంటే ఈ అనుమానాలన్నీ పక్కకి అనుమానమే పెనుగుతుంది చేస్తాను అనుమానాన్ని పక్కన పెట్టాను వేరే భూతాలు లేవు ఓకే దయ్యాలు లేవు okay it's only your doubting mind okay సంశయాత్మ వినశ్చేది కాబట్టి ఎందుకు ఆ వినాశాన్ని కోరుకోవాలి అవసరం లేదు చేస్తాను వెళ్తాను అవుతుంది జరిగే జరుగుతుంది నిన్న అబ్బాయి వచ్చి నాకు రావడానికి కుదరదులే గురుజీ అన్నాడు సర్లే పర్వాలేదు ఇంకో రౌండ్ కొట్టుకుని వస్తాను అంతే నువ్వు ఆల్రెడీ పాతలో ఉన్నావు నేను కాదు నువ్వు అడ్డం వేసుకుంటే ఇంకో రౌండ్ కొట్టుకుని వస్తాను అంతే సుడిగుండం దగ్గర వస్తే తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ నీళ్ళు ప్రవాహంలోనే ఉంది కానీ సుడిగుండం దగ్గరకు వస్తే ఏమవుతుంది కొంచెంసేపు అక్కడే రౌండ్లు కొడుతుంది మళ్ళీ ముందుకు పోతుంది ఆ విధంగా నువ్వు వెళ్ళి వెళ్ళి సుడిగుండాన్ని పట్టుకుంటే ఓ రెండు రౌండ్లు కొట్టుకో ఇంకో రౌండ్ కొట్టుకుని వస్తా అంత కదా ఒక రౌండ్లో రెండు రౌండ్లు మూడు రౌండ్లు ఐదు రౌండ్లు కొట్టుకుని వస్తుంది ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ ఆ నెక్స్ట్ జన్మలో ఇంకో జన్మలో బతుకు పొందడం మాత్రం సత్యం ఎందుకంటే ఆల్రెడీ మీరందరూ కూడా గురువు యొక్క ఉపదేశాన్ని పొందినవాడు కాబట్టి వేరే దారి లేదు తపస్సే ఇంకా దిక్కు అని తెలుసుకో వాడెవడో వాడికి చెప్పారంట ఏమనంటే ఈ రోజు నువ్వు లడ్డు తింటావు అని వాడికి అనిపించిన ఏమైనా సరే చూసి దీన్ని కాదు నేను నిరూపించాలని వాడు డిసైడ్ చేసుకున్నాను వీడు చెప్తే మాత్రం లడ్డు తిన్నే తింటా అనేసి వీడు ఆలోచించి ఊర్లో ఉంటే కదా ఎవరైనా లడ్డు పెడతాడని వాడు అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలో ఎవరు పెడతారు లడ్డు అడవిలో లడ్డు దొరకదు కదా అని అడవిలో ఉంటే ఉన్నట్టుండి ఒక దొంగల ముఠా వచ్చిందంట అది చూసేసి భయపడి చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు చెట్టు పైకి కూర్చుంటే కింద వీళ్ళందరూ కూడా దొంగల మూట అక్కడే ఆగింది ఆగేసి వాళ్ళందరూ కూడా మనం ఈరోజు దోచుకున్నాం దాన్ని సమంగా పంచుకుందామని అంత పంచుకుంటున్నాను వీడు పైనుంచి చూస్తూ ఉన్నాడు పైనుంచి చూస్తుంటే అన్ని పంచుకుంటుంటే వాడన్నాడట అన్న ఈ మూటలో లడ్డూలు ఉన్నాయి అంటున్న వీడికి పైన కుబేరి అయ్యి బాబు ఇక్కడికి వచ్చింది అన్నాడు నేను మాత్రం తిన్నాను అన్నాడు పైనుంచి అరే ఇక్కడ ఎవరు ఉన్నారు అని పట్టుకొని వాడు పట్టుకొని తింపి వీడెందుకు తిన్నే తిన్నంటాడట ఈరోజు ఏమైనా సరే నేను తిన్నంటే ఏ తినలేదు విషయం కలిపి వీడికి తెలిసి ఉంటుంది ఫస్ట్ వీడికి పెడదాం వీడు తిని వీడు బతికితే మనం తిందామని వాడిని అంత కట్టేసి నోరు తెరిచి నోట్లో పెట్టి తినిపించానంట మీరు నాకు మాత్రం తపస్సు కాదంటే చాలా తమాష ఉంటుంది మా గురువులను ఎత్తుపోయి లో తలుపేసేసి తాళం వేసేసి మూడు రోజులు కూర్చోబెడితే నేను అంటే ఉండాల్సిందే వదిలినప్పుడు ఆ మూడు రోజుల తర్వాత ఒక యోగి బయటకు వస్తాడనమాట ఆహా ఏముంది ఈ ప్రపంచం ఏముంది ఈ అంతరంగంలో ఏముంది అని తెలుసుకుంటూ వస్తే అప్పుడు గురుజీ ఆఫీసిట్ నా అంటే వారి ఏమో తెలియదు గురుజీ మీరెవరో నాకెవరో తెలియదు నేనెవరో తెలియదు ఎంత లీలగా ఉంది అనిపిస్తుంది ఇటువంటి ఒక అనుభవానికి ఒకసారి బలవంతంగా చేయొచ్చేమో ఆ గురువుకు నీతో ఉన్న సాన్నిహిత్యం ఉంటే అది అవుతుంది లేకపోతే గురువు సరే ఒక రెండు కొట్టుకురా అంటాడు అంతే